వారు జన్మించినప్పుడు కొన్ని అసాధారణమైనటువంటి విషయాలు జరిగాయి యేసు ప్రభువులు వారు మానవునిగా ఈ యొక్క భూమి మీద నివసించినటువంటి కాలంలో స్వయంగా ఆయనే నేను ఎవరినో అని తెలియజేసినటువంటి ఏడు విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి సో యేసు ప్రభుల వారు ఎవరో తనను గురించి తాను ఈ లోకానికి ఎవరిగా పరిచయం చేసుకున్నారు చెప్పుకున్నారు అన్నటువంటి ఏడు విషయాలను మనము ధ్యానిస్తూ ఆయన జన్మించినప్పుడు జరిగినటువంటి అసాధారణమైనటువంటి విషయములను గురించి కూడా మనము ధ్యానించగలిగితే ఏసు ఎవరో మనము స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం ఏసు ఎవరో మనము గ్రహించగలిగితే అప్పుడు మనము ఆయనను ఆరాధించగలుగుతాం క్రిస్మస్ అనగా దేవుణ్ణి ఆరాధించుట ఏసునందు విశ్వాసం ఇచ్చినటువంటి వారందరూ కూడా ఏసును ఆరాధించాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఎలా ఆరాధించాలి అంటే యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ లక్షణంలో యేసు ప్రభులు వారు అంటున్నారు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను ఆ విధముగా ఆరాధన చేయాలని తండ్రి కోరుకుంటూ ఉన్నారని యేసు ప్రభులు వారు తెలియజేస్తున్నారు కాబట్టి యేసు ఎవరో మనము అర్థం చేసుకోగలిగితే యేసు ఎవరని ఆయన చెప్పుకున్నారో దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే క్రీస్తును మనము దేవుడు కోరుతున్నట్లుగా ఆరాధించగలుగుతాం మొదటిగా మనం చూసినట్లయితే యేసు ఎవరు అని ఆయన చెప్పుకున్నాడంటే యోహన సువార్త ఆరవ అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలలో యేసు ప్రభువులు వారు ఈ విధముగా చూపున్నారు జీవాహారమును నేనే నా యొక్కకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు నా ఎందు ఉంచువాడు ఎప్పుడునో కొనడు నేనే జీవాహారమునని యేసు ప్రభువులు వారు చెబుతున్నా యేసు ప్రభువులు వారు జన్మించినప్పుడు జరిగినటువంటి ఒక అసాధారణమైనటువంటి విషయం ఏమిటంటే యేసు ప్రభువులు వారు జన్మించినటువంటి ఒక చిన్న గ్రామము పేరు బెత్వహేమో ఆయన ఒక రాజుగా ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన దేవాది దేవుడై ఉన్నాడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి దేవుడు అది విడిచిపెట్టకూడనటువంటి బాధ్యమైనప్పటికీ ఆయన విడిచిపెట్టి వచ్చా అంత ఉన్నతమైనటువంటి హోదాలో యేసు ప్రభులు వారి భూమికి వచ్చా అయితే ఆయన ఎక్కడ జన్మించాడు అని మనం చూసినట్లయితే ఆయన ఒక చిన్న గ్రామంలో బెత్లహేములో ఆయన క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకు యేసు ప్రభువులు వారు ఆ చిన్న గ్రామం అయినటువంటి బెత్లహేములు ఎన్నుకున్నారు అని మనం చూసినట్లయితే వెత్తహేము అనగా హౌస్ ఆఫ్ బ్రెడ్ అని అర్థం సో ఇక్కడ మనం ఏమి నేర్చుకోవాలంటే ఆ యొక్క బెత్లహేం అన్నటువంటిది చాలా అల్పమైనటువంటి గ్రామం అయితే యేసు ప్రభులు వారు పుట్టుకతో అది ఇక ఎంత మాత్రము కూడా అల్పమైనటువంటి గ్రామముగా పిలువబడదని కూడా ప్రవక్తలు బెత్లహేమును గురించి ప్రవచించినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఆయన బెత్లహేమును ఎదుర్కోవడానికి ఒక కారణం ఏంటంటే because Bethlehem a house of bread ఆయన ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని చెప్పాడు నేనే జీవాహారం అన్నాడు ఆయన ఎక్కడ జన్మించాడు అంటే బెత్లహేములో అనగా బ్రెడ్ ఆఫ్ హౌస్ లో ఆయన జన్మించాడు క్రిస్మస్ అంటే ఇంట్లో ఏదో చక్కగా వంటలు చేసుకుని మనం తినడమేగా తినడం మంచిదే అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము మనం తీసుకున్నామా లేదా ఆయన జీవాహారము కనుక ఆయన ఆ బెత్రహీములో సో మన జీవితాలు పరిశీలన చేసుకోవాలి జీవాహారముగా మన కొరకు ఆ హేములో చెల్లించాడు ఆ జీవాహారాన్ని మనం వినిపిస్తూ ఉన్నామా లేదా ఒకవేళ నీకు అనారోగ్యం వస్తే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీవు ఏ ఆహారం తీసుకున్నావు ఏం తిన్నావు అని మొదటి అడుగుతా నీ అలవాట్లు ఏంటి సరే వారు అవి తెలుసుకున్న తర్వాత నీ యొక్క వ్యాధికి వారు మాత్రలు ఇచ్చారే అనుకోండి దాని తర్వాత కూడా వారు నీకు ఇలా తినాలి అలా తినాలి ఇవి తినాలి ఇవి తినకూడదు ఆధ్యాత్మిక సూచనలు ఇస్తాయి కాబట్టి ఈ యొక్క శరీరం అన్నటువంటిది నీవు తీసుకునేటువంటి ఆహారం పైన ఆధారపడి ఉంటుంది అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా నీవు ఎన్ని సమస్యలు కలిగి ఉన్నా ప్రతి సమస్య కూడా పరిష్కారం ఏంటంటే జీవాహారమైనటువంటి వాక్యమే అలలుయ కాబట్టి నీ జీవితంలో సమస్యలు ఉండొచ్చు నీ జీవితంలో అనారోగ్యం ఉండొచ్చు నీ జీవితంలో కష్టాలు ఉండొచ్చు అయితే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి స్థితికి కూడా పరిష్కారం ఏంటంటే ఈ జీవాహారమే దీన్ని నీవు సమృద్ధిగా భుజించగలిగితే అక్కడ యేసు ప్రభులు వారు అంటున్నారు నా యొక్కకు వచ్చువాడు ఏ మాత్రము కూడా ఆకలి కొనడు నా యొక్క విశ్వాసం వచ్చేవాడు ఎన్నడూ తప్పికొనడు ఆయన ఏ విధమైనటువంటి ఆకలిని గురించి దప్పికల గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ లోకములో ఉన్నటువంటి పాపపు ఆకర్షణల చేత విశ్వాసి ఎప్పుడు కూడా ఆకలి కొంటూ ఉంటాడు తప్పికొంటూ ఉంటాడు ఒక వ్యక్తి తప్పు చేయడానికి పాపం చేయడానికి దేవునికి విరోధమైనటువంటి తీర్మానం చేయడానికి కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు అతనిలో ఆఖరిని కలిగిస్తూ ఉన్నాయి అతనిలో తప్పికలు పుట్టిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి విషయములను బట్టి ఆయన ఆకలి కొనినప్పుడు కొనినప్పుడు ఆయన ఆ పాపం చేస్తున్నాడు దేవునికి విరోధముగా తీర్మానం చేస్తూ ఉన్నాడు అంటే ఈ జీవాహారము నీవు భుజించగలిగితే ఈ లోక సంబంధమైనటువంటి ఏ ఆకర్షణ కూడా నీకు ఆకలిని కలిగించదు హలలుయ ఈ లోక సంబంధమైనటువంటి ఏ పాప భోగము కూడా నీలో తప్పికను కలిగించదు ఎందుకంటే ఈ జీవాహారమునకున్నటువంటి ప్రత్యేకత అదే ఇంకా నీ జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు ఆకర్షించబడదు ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగములకు నీవు లొంగిపోతూ పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావంటే దానికి కారణం ఏంటంటే నీకు అవసరమైనంత ఈ జీవాహారము నీవు భుజించడం లేదు కాబట్టి బెత్లహేంలో జన్మించినటువంటి ఆ యేసును నీవు ప్రతిరోజు భుజించాలి అందుకే వ్యవహారం రాస్తూ అది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని ఎందు ఆ వాక్యము దేవుడై ఉండేను అనేటవ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకంలోనికి వచ్చాడు ఎందుకంటే మనము ఆయనను భుజించున్నట్లుగా యేసు ప్రభువులు వారు ఈ లోకంలో మనిషిగా జన్మించారు ఆయన మరణ పునరుద్ధానముల తరువాత ఆయన ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం భుజించే వారిగా ఉండాలి అంటే ఎక్కువ తినడం వల్ల కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం వలన మనకు ప్రమాదం ఉంది అయితే ఆత్మీయ జీవితంలో ఈ జీవాహారము ఎంత భుజించినా నీకు ఎలాంటి ప్రమాదం లేదు అలలుయా ఎందుకంటే ఈ జీవాహారములకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే నీవు ఎంత తిన్నా అంతగా ఇది అరిగిపోతుంది దీనివల్ల ఎలాంటి అనారోగ్యమైనటువంటి సమస్యలు కూడా నీకు తలెత్తవు కాబట్టి క్రిస్మస్ సందర్భంగా మనము మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి అసలు ఎంత జీవాహారం మనం రోజు తింటున్నాం ఒక వారంలో మనం నూతన సంవత్సరంలోనికి వెళ్తాము సో దేవుడితో ఒక ఒప్పందం చేయాలి ప్రభా ఇప్పటి నుంచి ఆత్మీయ జీవితంలో నేను చాలినంత ఆత్మ సంబంధమైన ఆహారం పుట్టిస్తాను నా జీవితంలో ఎదుగా ఫెయిల్యూర్ ఎదుగా కష్టం ఎదుగా నష్టం ఎదుగా అనారోగ్యం అని నీవు పరిశీలన చేసుకుంటే డెఫినెట్గా నీ జీవితంలో వాటన్నిటికీ కూడా మూల కారణం ఏమై ఉంటుందంటే ఈ దేవుని వాక్యమును ఎరుగకపోవటం వలన మరి రెండవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువులు వారు ఎవరు అని తనను గురించి తాను చెప్పుకున్నారంటే యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో యేసు మరలా నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటునని వారితో చెప్పెను రెండవగా యేసు ప్రభువులు వారు ఎవరు తాను అని చెప్పుకుంటూ ఉన్నారంటే నేను లోకమునకు వెలుగైన యశు ప్రభు జన్మించినప్పుడు జరిగినటువంటి మరొక అసాధారణమైనటువంటి సంఘటన ఏమిటంటే యేసు ప్రభు వారు జన్మించినప్పుడు తూర్పు దిక్కున ఒక నక్షత్రం పుట్టింది దానిని చూచే జ్ఞానులు యేసు పుట్టారని యేసు ప్రభుని ఆరాధించడానికి వచ్చారు క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం కొత్త బట్టలు వేసుకుంటూ ఉన్నాం వంటలు వేసుకుంటూ ఉన్నాం అయితే ఆత్మీయ జీవితం వెలుగులో ముందుకు వెళుతుందా లేకపోతే చీకటిలో నిలిచిపోయిందా ఎందుకంటే సుప్రభులు వారంటూ వారు అంటున్నారు నేను లోకమునకు వెలుగు నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు ఆత్మీయ జీవితంలో వెలుగుందా ఆత్మీయ ప్రయాణంలో నీవు ఎంతవరకు వెళ్ళావో నీకు కనిపిస్తూ ఉందా లేకపోతే వెనక్కి తిరిగి చూచుకుంటే అంత అంధకారమయం అందర పరిస్థితిని కలిగి ఉన్నవారి నీవు పరిశోధన చేసినవాడు ఈ ఆత్మీయ ప్రయాణంలో అసలు ఎంతవరకు ముందుకు వచ్చా అసలు ఎక్కడలో కనిపిస్తోందా ఇంకా కనిపించినటువంటి పరిస్థితి అయితే నీవు చీకటిలోనే ఉన్నావు ఎందుకు తూర్పు దిక్కున ఆ నక్షత్రం పుట్టిందంటే యేసు పుట్టుకతో చీకటితో కప్పబడినటువంటి ఆ యొక్క పశువుల తొట్టి ఆ ప్రాంతము వెలుగు చేత నింపబడింది ఆయన వెలుగుగా వచ్చారు చీకటిలో కనిపించక గందరగోళ పరిస్థితిలో తాడాంధకారములో నీవు కొట్టుమిట్టలాడాల్సినటువంటి పని లేదు ఆయన వెలుగై అడిక ఇంకా అంధకార పరిస్థితులను అంటే నీ జీవితంలో ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితి ఉంటే ఇంకా క్రీస్తు నీ జీవితంలో వెలుగై ఉండలేదని నీవు గుర్తించాలి ఆయన వెలుగై ఉన్నాడు ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి వెలుగులో ఉన్నటువంటి మనకు అన్నీ కూడా స్పష్టముగా కనిపిస్తాయి కనిపించినప్పుడు మనం సరి చేసుకోవాలి ఆయన ఎందుకు వెలుగై ఉన్నాడంటే నీలో ఉన్నటువంటి ప్రతి చిన్న రక్షణం ముడతను ఆయన తీసి నిన్ను సరి చేయాలని సరిదిద్దాలని కోరుకుంటున్నా ఇంకా నీ జీవితంలో సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు సరి చేసుకోకుండా సరిదిద్దుకోవాల్సినటువంటి విషయాలు సరిదిద్దుకోకుండా పైకి నీవు తెల్ల బట్టలు వేసుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు పైకి నీవు క్రిస్మస్ ఘనముగా జరుపుకుంటే ప్రయోజనం లేదు నీ ఇంటి మీద పెద్ద స్టార్ పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు నీ హృదయ అంతరంగంలో ఈ దేవుని వాక్యపు వెలుగు ప్రకాశించాలి నీ హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి చిన్న మంచ కల్మషము మాలిన్యము కనిపించి దేవుని వాక్యపు వెలుగులో నీవు దానిని సరి చేసుకోవాలి అందుకే ఆయన అంటున్నాడు నేను లోకములకు వెలుగై ఉన్నాను అందుకే ఆయన జన్మించినప్పుడు ఆ యొక్క నక్షత్రము ప్రత్యేకముగా ఆ రాత్రి పుట్టి ఆ యొక్క ప్రాంతానికి వెలుగుతో నింపింది సరే మూడవదిగా మనం చూసినట్లయితే ఎవరు వేసు ప్రభు అని ఆయన చెప్పుకున్నారంటే యోహను సువార్త పదవ అధ్యాయం తొమ్మిదవ వర్షంలో నేనే ద్వారమును అని యేసు ప్రభులు వారు చెప్తున్నారు యేసు ప్రభులు వారు జన్మించినప్పుడు ఆయన ఎక్కడ పరుండబెట్టబడ్డారు అన్నటువంటి విషయాల గురించి లూకా మాట్లాడుతూ పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు అని రాయబడి ఉంది అయితే మతై అదే సందర్భాన్ని గురించి మాట్లాడుతూ మత్తయి వార్త రెండవ అధ్యాయం పది పదకొండు వచనాల్లో మనం చూసినట్లయితే నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వార నక్షత్రమును చూచి అత్యారంధ భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి అంటే యేసు ప్రభువులు వారు పశువుల పాటలో పుట్టారా అని అడిగేటువంటి వారు కొంతమంది ఉన్నారు పశువుల పాటలో పుట్టి ఉంటే దానికి రెఫరెన్స్ చెప్పండి అని చెప్పి అడిగేవారు ఇంకొంతమంది ఉన్నారు ఇంకొంతమంది అసలు యేసు ప్రభు పుట్టలేదు అనేటువంటి వారు కూడా లేకపోలేదు అయితే నేను ఏమంటానంటే యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో ఏ తేదీన పుట్టాడో ఇవన్నీ కూడా అప్రస్తుతం అసలు నీ జీవితానికి ఏం కావాలంటే నీ హృదయంలో యేసు ఉన్నాడా నీ బ్రతుకు యేసు నీలో ఉన్నటువంటి బ్రతుకును కలిగి ఉన్నావా లేదా ఈ రెండు ప్రశ్నలు చాలు యేసు ప్రభువులు వారు ఎక్కడ పుట్టినా ఆయన ఎక్కడికి వెళ్ళినా దాని వలన మనం ఒక ఆత్మీయ పాఠం నేర్చుకోవచ్చు బహుశా యేసు ప్రభుల వారి పాకలో పుట్టి ఆయన్ని ఆ పశువుల తుట్టులో పరుడబెట్టినటువంటి తరువాత యేసు ప్రభుల వారు మరియా యోసేపులు ఇంటికి షిఫ్ట్ అయి ఉండవచ్చు బట్ ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము జ్ఞానులు యేసు ప్రభుని దర్శించేటువంటి వేళకు దెవరిని హావు అందుకే అక్కడ చెప్పబడింది వార నక్షత్రములు చూచి అత్యానందభరితులై ఆ ఇంటిలోనికి వచ్చా ఆ ఇంటిలోనికి వచ్చారు అంటే డెఫినెట్ గా అక్కడ ఒక ద్వారం అనేటువంటి ఇంటికి తప్పకుండా అవుతుంది పశువుల పాకలో జన్మించినటువంటి యేసు లేకపోతే పశువుల తొట్టిలో బరుంద కట్టబడినటువంటి యేసు ఎందుకు ఆ ఇంటిలోనికి తీసుకొని పోబడ్డాడంటే ఆ ద్వారము గుండా ఆ యొక్క జ్ఞానులు ఎందుకు వెదవలసి వచ్చిందంటే మనము ఆయనే ద్వారమని అర్థం చేసుకున్నటకు హలలోయ ఆయనే ద్వారం ఆయన ద్వారానే మనము లోపలికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉన్నది ఆయన ద్వారా మనము లోపలికి వెళ్ళేటువంటి అనుభవాన్ని అంటే లోకైనటువంటి ఆత్మీయ జీవితంలోనికి లోపలికి వెళ్ళేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉంటే తప్పకుండా మన జీవితంలో దేవుని చేత నడిపించబడేటువంటి అనుభవమును కలిగి ఉంటాం ఈ జ్ఞానుల గురించి మనం చూసినట్లయితే వీరు తూర్పు దిక్కున పుట్టినటువంటి నక్షత్రాన్ని చూచారు యేసు ప్రభు పుట్టాడని తెలుసుకున్నారు అయితే వారి జ్ఞానములు ఆధారం చేసుకుని వారు ఎక్కడికి వచ్చారంటే ఏ రోజు రాజు దగ్గరికి వచ్చారు అయితే యేసు ప్రభు అక్కడ పుట్టలే ఒక రాజ భవనములో యేసు పుట్టలేడు కానీ దాని తర్వాత వారు నెట్లహేములో యేసు ప్రభువులు వారు పుట్టారని తెలుసుకునేటువంటి వారై ఎప్పుడైతే వారు ద్వారముకుండా వెళ్ళి యేసును చూచారో యేసును ఆరాధించారో యేసుకు వారి జీవితములను సమర్పించారో బంగారు సామ్రాణి గోళములను వారు కానుకలుగా సమర్పించి యేసుతో ఎప్పుడైతే ఆ ఎన్కౌంటర్ను వారు అనుభవించారో దాని తరువాత వారు దేవుని చేత నడిపించబడే అనుభవంలోనికి వెళ్ళారు అలలుయా దేవుని చేత నడిపించబడే అనుభవంలోనికి నీకు రావాలి అంటే యేసు ప్రభువైనటువంటి ఆ ద్వారము గుండా లోతైనటువంటి ఆత్మీయ జీవితాన్ని నీవు చూడాలి ఆత్మీయ జీవితంలోనికి రావాలి అప్పుడు యేసు చేత దేవుని చేత నడిపించబడేటువంటి అనుభవం ఆ ద్వారం బయటే ఉండి యేసు చేత నడిపించబడాలంటే అది కుదరదు లోతైన ఆత్మీయ జీవితంలోనికి మనము వెళ్ళాలి అంటే యేసు ప్రభువే ద్వారమై ఉన్నారు నాలుగవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభుని వారు అంటూ ఉన్నారు యోహాను స్వార్త పదవాధ్యాయం పదకొండవ క్షణంలో నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును నేను గొర్రెలకు మంచి కాపరిని యేసు ప్రభు జన్మించినప్పుడు జరిగినటువంటి మరొక అసాధారణమైనటువంటి సంఘటన ఏమిటంటే ఆయన పశువుల తొట్టిలో పెట్టబడ్డాడు చాలా మందికి అర్థం కాకపోవచ్చు యేసు ప్రభు వారు మెట్లహేమలో ఎందుకు పుట్టాలి ఎందుకు చిన్న గ్రామంలో పుట్టాలి ఎందుకు ఆయన జన్మించినప్పుడు ఆ మెట్లహేమలోని సత్రములలో చోటు దొరక లేదు యేసు ప్రభువుకి ఎందుకు ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు ఎందుకు ఆయన పశువుల పరుండ పెట్టబడ్డాడంటే ఆయన కొరిన పిల్లలే మన పాపముల నిమిత్తం మన స్థానంలో మరణించడానికి సాదృశ్యంగా అలలోయ సో ఆయన నేను ఎవరిని అని చెప్పాడో అవన్నీ కూడా ఆయన జన్మించినప్పుడే ఒక సూచనగా అసాధారణమైనటువంటి సంఘటనలుగా జరిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతాం నేను గొర్రెలకు మంచి కాపురని మంచి కాపురం ఏం చేస్తాడంటే గొర్రెల కొరకు తన ప్రాణమును పెడతాడు యేసు ప్రభువులు వారు మంచి కాపరి కనుక మనందరి కొరకు ఆయన ప్రాణములు పెట్టారు ఆయన గొర్రెల వంటి నిర్దోషమును నిష్కలంకమును పవిత్రమును పరిశుద్ధమైనటువంటి తన రక్తమును చిందింపజేసి మన స్థానంలో ఆయన చనిపోయారు ఆయన మన మంచి కాపరని మనం గుర్తించాలి ఒకవేళ యేసును నీ జీవితంలో మంచి కాపరిగా నీవు గుర్తించుంటే ఎరిగి ఉంటే అర్థం చేసుకుని ఉంటే నువ్వు యేసును వెంబడిస్తూ ఉన్నావా దాని తర్వాత వచనాల్లో రోహాన్ అధ్యాయం యేసు ప్రభు వారు అంటున్నారు నా గొర్రెలు స్వర్ణ అవి నన్ను వెంబడిస్తాయి ఒక అద్భుతాన్ని బట్టి నా గొర్రెలు నన్ను వెంబడించావు ఒక ఆశ్చర్య కార్యాన్ని బట్టి నా గొర్రెలు నన్ను వెంబడించావు దేవాలయం నా జీవితంలో చేస్తేనే నేను నేను వెంబడిస్తానంటే అది సరైనటువంటి ఆత్మీయ జీవితము కా నేను గొర్రెలకు మంచి కాపురిని మంచి గొర్రె ఏం చేస్తుందంటే నా స్వరాన్ని విని నన్ను వెంబడిస్తుంది అలలుయ ఈ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈ దేవుని వాక్య ప్రకారం వెంబడించేటువంటి విశ్వాసే సరైనటువంటి విశ్వాసి అలా కాకుండా ఇంకేదో నీ జీవితంలో అది జరగాలి ఇది జరగాలి ఇట్లా చేస్తే అట్లా చేస్తే నేను వేసుకుని వెంబడిస్తానంటే ఇంకా యేసును మంచి కాపరిగా గుర్తించలేదు ఆయన పశువుల తొట్టులో కొరణ పెట్టబడ్డాడు మంచి కాపరిగా మన కొరకు చనిపోయాడు ఇప్పుడు మనము ఆయన స్వరముని ఆయనను గమనించాలి ఐదవదిగా మనం చూసినట్లయితే యేసు ఎవరని ఆయన చెప్పుకున్నారంటే యోహాను స్వార్థ పదమూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినప్పుడు పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి నేను చనిపోడు నేనే పునరుద్ధానము క్షేమము అనేసి శుభ్రభు చెప్తున్నాను ప్రభు జన్మించినప్పుడు అసలు అర్థం కాని ఊహించని ఒక అసాధారణమైనటువంటి సంఘటన ఏమిటంటే ఎప్పుడైతే ఈ జ్ఞానులు ఏ రోజు దగ్గరికి తిరిగి వెళ్లకుండా దేవుని చేత బోధించబడిన వారై మరొక మార్గంలో వెళ్ళిపోయారో అప్పుడు ఏ రోజుకు చాలా కోపం వచ్చాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే బెత్లహేము ఆ చుట్టుపక్కల గ్రామంలో రెండు సంవత్సరముల వయసుకు తక్కువ ఉన్నటువంటి మగ పిల్లలందరినీ కూడా చేశారు చాలా విచారకరమైనటువంటి విషయం యేసు జన్మ గురించి దూతులు మాట్లాడుతూ మహా సంతోషకరమైనటువంటి సువర్త మార్గమని చెప్పారు చాలా మంది తల్లుల జీవితాల్లో చాలా మంది తండ్రుల జీవితాల్లో ఎంతో దుఃఖంతో నింపబడ్డా ఎందుకంటే ఏసు జన్మను బట్టి హేరోదు ఎంతమందిని చెప్తాడో ఎంతమందిని క్షంపించాడో బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ బట్ ఆ టయానికి రెండు సంవత్సరముల వయసు కంటే తక్కువ ఉన్నటువంటి ప్రతి మగ పిల్ల వాణ్ణి కూడా ఏ రోజు నరికి చేశాడు ఎందుకు ఈ అసాధారణమైనటువంటి సంఘటన జరిగింది అని నేను ఆలోచన చేస్తున్నాను అప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగవ వచనంలో ఎవరు క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు పాలన చేస్తారంటే రాజ్యం చేస్తారంటే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది యేసు నిమిత్తము తాము ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి ఏసు కొరకు ఎవరైతే చిరశ్చేదనము చేయబడ్డారో వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేస్తారు ఎవరెవరైతే యేసు నిమిత్తము లేకపోతే ఎవరెవరైతే యేసు కొరకు యేసు జన్మించినప్పుడు ఏ రోజు ఆజ్ఞను బట్టి రెండు సంవత్సరముల కంటే తక్కువ వయసు కలిగినటువంటి వారు చిరచ్ఛేదనం చేయబడ్డారో కర్గముతో చప్పబడ్డారో వారు తప్పకుండా నేను అనుకుంటాను క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేస్తారు తప్పకుండా రాజ్యం చేస్తారు ఎందుకు ఈ సంఘటన జరిగిందంటే మనము ఆయనే పునరుద్ధానము ఆయనే జీవమును అని గ్రహించడానికి ఆయన జన్మించినప్పుడు అనేక మంది చిన్నారులు చంపబడ్డారు కారణం ఏంటంటే అక్కడే రిజరక్షన్ అన్నటువంటిది స్టార్ట్ అయింది హలలుయా కాబట్టి మన జీవితంలో ఏమి గుర్తించాలి అంటే just don't think about this life ఎప్పుడు కూడా ఈ జీవితం కొరకే మీరు ఆలోచన చేయొద్దు you have to think about eternal life నిత్య జీవముల గురించి నీవు ఆలోచన చేయాలి మనిషి చనిపోయినటువంటి తర్వాత బ్రతుకుతాడు నీ మరణముతో నీ బ్రతుకు ముగించబడదు మరణము తర్వాత అసలైనటువంటి జీవితము ప్రారంభమవుతుంది యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎందు మృతులైనటువంటి వారు ధన్యులు వారు క్రీస్తుతో కూడా లేపబడతారని దేవుని వాక్యం తెలియజేస్తున్నారు ఒక క్రిస్మస్ సందర్భంగా అసలు ఒకవేళ ఈరోజు నేను చనిపోతే క్రీస్తు వచ్చినప్పుడు నేను లేస్తానా ప్రతిరోజు మన జీవితాలలో ఈ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే అసలు మరణం ఎలా వస్తుందో ఎవరికి తెలియడం లేదు చాలా అకస్మాత్తుగా మరణం మనుషుల మీదకి వస్తూ ఉంది ఈరోజు చక్కగా నేనుండొచ్చు మీరుండొచ్చు but we don't know when we will die యేసు లేకుండా నీ జీవితంలో నీకు పునరుద్ధానములే నీకు జీవములే నీవు యేసునందు విశ్వాసం ఉంచి చనిపోయినా యేసు కొరకు నీవు చనిపోయినా యేసు కొరకు నీవు ఇచ్చినటువంటి సాక్ష్యం నిమిత్తం నీవు చనిపోయినా పర్లేదు యు విల్ బి రిజరెక్టెడ్ నీవు పునరుద్ధారణము చెందుతావు జీవమును కలిగి ఉంటావు క్రీస్తు వచ్చినప్పుడు తిరిగి ముఖాముఖిగా ఆయనను చూస్తావు ఆయనతో పరలోకంలోనికి కొనిపోగలుగుతావు సో ఎందుకు పిల్లలు అక్కడ చనిపోయారు అంటే అసాధారణమైనటువంటి బికాస్ జీసస్ ఇస్ ద ఆయన ద్వారా ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారు మరలా బ్రతికించబడతారన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి అలాంటి జీవితాన్ని నీవు జీవించాలి నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికి క్రిస్మస్కి చర్చికి ఆదివారం మందిరానికి వచ్చి పాటలు పాడి ఇవి కాదు నీవు చనిపోతే యేసు దగ్గరికి వెళ్ళగలవా లేదా నీకే తెలుసుకోవాలి ఈ బ్రతుకుని ఆయన వాక్యకు వెలుగులో సరి చేసుకుంటే నీకు ఎంత చీకట్లో నీవు ఉన్నావో నీకు అర్థమైంది ఎంత నీ పైకి మంచి బట్టలు వేసుకున్నావు కానీ అసలు లోపల ఎంత దుర్వాసన ఎంత చెడిపోయావు నీకు తెలుసు కాబట్టి ప్రతిరోజు మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకోవాలి అంత మాత్రమే కాదు దట్ ఈస్ డెఫినెట్ అనంతరం ఒకరోజు మరణిస్తాం కాబట్టి నేను ఈరోజు చనిపోతే రాత్రి చనిపోతే క్రీస్తు నన్ను లేపగలిగినటువంటి ప్రతి నేను కలిగి ఉన్నానా లేదా ఆయన పునరుత్నమైనాడు అక్కడ నిజంగా ఎంతో రోధన ఎంతో మంది తల్లులు తండ్రులు బంధువులు పోషించి ఉంటారు యేసును అర్థం చేసుకోకపోయిన చెప్పండి దేవాలి బిడ్డల జీవితాలు అందరికంటే కూడా ధన్యకరమైన జీవితాలు నీవు నేను వెయ్యేళ్ళ పరిపాలనలో క్రీస్తు రాజ్యం చేస్తామో లేదో తెలియదు కానీ బట్ నేను అనుకుంటాను వారు ఏసు కొరకు చెప్పబడ్డారు కాబట్టి డెఫినెట్గా వారు క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తారు అందుకంటే ఏం కావాలి that is the greatest bless కాబట్టి వారి జీవితంలో కూడా యేసును వెంబడిస్తూ ఉన్నప్పుడు తాత్కాలికమైనటువంటి బాధలు మనకు రావచ్చు అవి దుఃఖముగా కన్నీరుగా వేదనగా మనకు అనిపించవచ్చు ఎందుకు ఈ శ్రమ ప్రభా అని నీకు ప్రశ్నించవచ్చు బహుశా ఆ రోజు తల్లుల తండ్రులు చెప్పబడినటువంటి వారి కుమారుడు బట్టి ఎలుగెత్తి దేవుని ప్రశ్నించి ఉన్నారేమో అయితే వారికి అప్పటికి అర్థం కాకపోయి ఉండవచ్చు but there is a definite report for that కాబట్టి నీ జీవితంలో కూడా నీ వెళ్తున్నటువంటి ప్రతి దుఃఖ పరిస్థితిని కూడా దేవుడు తప్పకుండా లెక్కించి దానికి ప్రతిఫలం ఇస్తాడు దాన్ని బట్టి యేసుని గురించి వెనక్కి వెళ్ళిపోవద్దు సరే ఆరవదిగా మనం చూసినట్లయితే యోహాను స్వార్త పద్నాలుగవ అధ్యాయం ఆరో క్షణంలో యేసు ప్రభులు వారు చూడారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి ఎద్దకు రాడు నేనే మార్గమును సత్యమును Jesus is the only way there is no other way ఇంకొక మార్గం కూడా నీవు దేవుని సమీపించలేవు పరలోకాన్ని చేరుకొనలేవు అది ఎవరికైనా వర్తిస్తుంది ఏ మతానికైనా ఏ కులానికైనా ఏ ప్రాంతానికైనా వర్తిస్తుంది తూర్పు దేశపు జ్ఞానులు వారి జ్ఞానములు ఆధారం చేసుకొని వారికి కనిపించినటువంటి మార్గములో వారు ఎన్నుకున్నటువంటి మార్గంలో ప్రయాణము చేశారు కానీ ఏసు వారికి కనిపించలే యేసును వారు చేరుకోలేకపోయా ఆ ద్వారము వారు ప్రవేశించలేకపోయారు కారణం ఏంటంటే వారు ఎన్నుకున్నటువంటి మార్గం యేసు మార్గము కాదు వారు అనుకుంటూ ఉన్నారు యేసును చూడాలనుకున్నారు కాకపోతే వారు ఎన్నుకున్న మార్గంలో ప్రయాణం చేశారు అందుకే ఆ మార్గం ఎక్కడికి నడిపించిందంటే ఈ లోక సంబంధమైనటువంటి పాచు దగ్గరికి నడిపించింది కానీ రాజులకు రాజైనటువంటి యేసుక్రీస్తున్న దగ్గర నడిపించలేదు అయితే మన దేవుడు కనికరము కలిగినటువంటి వాడు కాబట్టి ఆ కనులు వారి యొక్క జ్ఞానమును బట్టి తనను చేరుకొనలేరని కనికరపడి ఏ తూర్పు దిక్కునైతే ఆ యొక్క నక్షత్రం ఉదయించిందో ఆ నక్షత్రమునే నడిపించి ఆ జ్ఞానులు ఆ నక్షత్రము చూచుట ద్వారా దాన్ని వెంబడించుట ద్వారా యేసు జన్మించినటువంటి ఆ ఇంటి వద్దకు నడిపించాడు మన జీవితంలో కూడా మనకి ఇష్టం వచ్చిన మార్గంలో ప్రయాణం చేస్తూ నేను యేసును చేరుకుంటామంటే అది దీని అది సత్యం కా అది జీవం కాదు ఆ మార్గంలో జీవములే ఆ మార్గంలో సత్యములే కాబట్టి యేసు ప్రభులు వారు అంటారు నేనే మార్గమును సత్యం నుంచి కాబట్టి ఈ ప్రయాణం ఏ మార్గంలో ఉన్నదో నీవు పరిశీలన చేసుకోవాలి ఏ దిశగా నీవు ప్రయాణం చేస్తున్నావు షార్ట్ కట్స్ ఎన్నుకుంటున్నావా ఈ లోక సంబంధమైనటువంటి లాభముల కొరకు హైవేలో ప్రయాణం చేస్తున్నావు యేసు ప్రభు మార్గం ఇరుకైనటువంటి మార్గం అధారి ఇరుకైనటువంటి సంకుచితమైన కాబట్టి ఖచ్చితంగా ఆ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు నీవు వేరే ఏ విషయాన్ని కూడా మార్గంలో తీసుకొని పోలేదు విశాలమైనటువంటి మార్గం అనుకోండి మీకు కావలసిన లగేజ్ తీసుకొని పోవచ్చు అదే ఒక గుహలోనికి వెళ్ళాలనుకోండి మీరు లగేజ్ తీసుకొని పోతారా తీసుకొని పోలేరు పోవాలనుకుంటారు కాబట్టి యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి ఆ మార్గం అన్నటువంటిది ఇరుకైనటువంటి నీవి లోక సంబంధమైనటువంటి సంతోషాలు ఆనందాలతో పాటు ఆ మార్గంలో ప్రయాణం చేయలేవు అది వీలు కాదు అవి అడ్డుపడతాయి నీకు అవన్నీ తీసుకొని వెళ్ళగలిగినటువంటి అంతస్తు విశాలమైనటువంటి మార్గము కాదు యేసు మార్గము కాబట్టి మన జీవితంలో ఎక్కడైనా యేసును వెంబడించకుండా ఆయన మార్గంలో ప్రయాణం చేయకుండా నిలిచిపోతున్నామంటే ఉన్నామంటే నీవు ఈ లోక సంబంధమైనటువంటి అనేక విషయాలు క్యారీ చేస్తున్నామని గుర్తించాలి వాటిని వదిలి వేసుకు ఎందుకంటే ఆ మార్గంలో నీకు ప్రయాణం చేయకపోతే నీ జీవితంలో ఎప్పటికీ నీవు దేవుణ్ణి చేరుకోలేవు ఆ మార్గంలో ప్రయాణం చేసిన తరువాత ఆ జ్ఞానులు ఆ యొక్క ద్వారంలోనికి వెళ్ళగలిగారు ఫస్ట్ మనం ఆయన మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళం సరే చివరిగా ఏడవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త పదైదవ అధ్యాయం ఐదవ వచనంలో నేను ద్రాక్షావల్లిని అని యేసుప్రభుల వారు చెప్తున్నారు ద్రాక్షావల్లిని యేసు ప్రభువులు వారు నేను ద్రాక్షావళిని మీరు తీగలు అని ఆ యొక్క పదైన అధ్యాయంలో చెబుతూ అసలు ఎందుకు తనను ద్రాక్షావల్లిగా చెప్పుకున్నారు ఎందుకు విశ్వాసులను తీగలుగా ఆయన పోల్చారు అని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక కనెక్షన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అని యేసు ప్రభులు వారు చెబుతూ ఉన్నారు ఆ ద్రాక్షావల్లికి తీగలు అంటు కట్టబడి ఉంటేనే కానీ తీగలు ఫలించలేవు తీగలు తమంతట తాము ఫలించలేవు కాబట్టి ఆ తీగలు ఎప్పుడు కూడా అంటు కట్టబడి ఉండాలి అప్పుడే ఆ తీగలు ఫలిస్తాయి కాబట్టి ఇక్కడ ఈ ద్రాక్షవల్లి అన్నటువంటిది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే దేవునితో మనకు ఉండాల్సినటువంటి కనెక్షన్కి సాదృశ్యంగా ఉన్నది యేసు ప్రభువుల వారు జన్మించినప్పుడు ఎవరైతే యేసు ప్రభుతో కనెక్షన్ కలిగి ఉన్నారో వారి జీవితాలన్నీ కూడా ఫలించాయి హలలుయ ఎవరైతే యేసు ప్రభుతో కనెక్షన్ పెట్టుకోలేదో వారి జీవితాలన్నీ కూడా నశించిపోయాయి ఉదాహరణ ఈ జ్ఞానులే యేసు ప్రభుత్వం వారు కనెక్షన్ పెట్టుకున్నారు గమనించండి వారు ఆ యొక్క హేరవ రాజు దగ్గరికి వచ్చి యేసు ప్రభు ఇక్కడ పుట్టలేదు కాబట్టి మనం వెనక్కి వెళ్ళిపోదామని వెళ్ళిపోలే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశ్రయులు యేసు ప్రభులు వారు యూదా బెట్లహేమలో పుట్టి ఉంటారని చెబితే వారు కన్నులెత్తి చూడగా ఆ నక్షత్రం కదులుతూ ఉండి ఆ నక్షత్రాన్ని వారు వెంబడించారు ఆ నక్షత్రాన్ని వెంబడించినప్పుడు వారు యేసు దగ్గరికి వచ్చారు యేసుతో కనెక్షన్ పెట్టుకున్నారు సాగిలో పట్టారు వారు తమ పెట్టలను విప్పారు క్రీస్తుడు వారి హృదయంలోనికి ఆహ్వానించాడు అప్పుడు వారి జీవితాలు మార్చబడ్డాయి దేవుని చేత నడిపించబడేటువంటి అనుభవంలోనికి వారు వచ్చారు లేకపోతే వారు తిరిగి ఆ యొక్క హేరోజు దగ్గరికి వెళ్ళి ఉంటే హేరోజు వారిని చంపించి ఉండేవాడు లేకపోతే అట్లీస్ట్ చెరసాలలో అయినా వేసి ఉండేటువంటి వాడు బట్ దేవుని చేత వారు నడిపించబడ్డారు కారణం ఏంటంటే they had connection with Jesus. They made that connection with Jesus. కాబట్టి వారి జీవితాలను వారు కలిగించారు రెండవదిగా గొర్రెల కాపరుల గురించి మనం చూసినట్లయితే ఆ దూతం వచ్చి గొర్రెల కాపరులకు క్రీస్తు జన్మించాడన్నటువంటి వర్తమానములు చెప్పినటువంటి తర్వాత ఆ గొర్రెల కాపరులు యేసు ప్రభువుని చూచి వచ్చినటువంటి తర్వాత వారు దేవునికి స్థుతిస్తూ కీర్తిస్తూ వచ్చారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది because they had that connection ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుని మనం స్థుతించాలి ఆరాధించాలి వెంబడించాలి దేవుని చేత నడిపించబడాలి అంటే మనం యేసుతో సంపర్కములు కలిగి ఉండాలి ఏ విధంగా ద్రాక్షవల్లికి ఈగ అంటు కట్టబడి ఉంటుందో ఆ విధంగా మనంతట మనం ఏమీ కూడా చేయలేమని గుర్తించిన వారమై యేసుతో ఎల్లప్పుడూ మనము కనెక్షన్లు కలిగి ఉండాలి అంటే రోజు జీవితంలో మనం చూస్తాం ఈ హర్డ్ అబౌట్ జీసస్ యేసుని గురించి ఆయన వినా యేసు యొక్క గొప్పతనం గురించి ఆయన తెలుసుకున్నా పడే ఆయన జీవితంలో యేసు దగ్గరికి రాలేకపోయాడు సో ఆయన చాలా త్వరగా చనిపోయాడు మన జీవితంలో ఏసు లేకుండా ఏసుతో కనెక్షన్ లేకుండా మనం ఏమీ కూడా చేయలేదు కనెక్షన్ కలిగి ఉంటే ఆ గొర్రెల కాపరము సంతోషంతో ఆనందంతో దేవుణ్ణి శుద్ధిస్తున్నారు సాధ్యపడి ఆ జ్ఞానులు నమస్కారం చేశారు because they felt such a joy ఆ జాయ్ ఉంది ఆనందం ఉంది ఆ సంతోషం ఆ సమాధానం ఆ నెమ్మది ఉంది ఆ దీని ఉంది ఆ ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను ద్రాక్షావల్లిని శుక్రవారి వారు చెప్పారు ఆ కనెక్షన్ అజ్ఞానులు అందరుల కాపులు కలిగి ఉండి మస్ట్ హ్యావ్ ఏడు విషయాలు ఏసు ఎవరో అని ఆయన ఏమైతే చెప్పారో వాటిని మనం అర్థం చేసుకుని ఆయన జన్మించినప్పుడు జరిగినటువంటి ఒక అసాధారణమైనటువంటి సంఘటనలు ఈ పాఠములను నేర్చుకోగలిగితే మన జీవితంలో తప్పకుండా మనం భరిస్తాం ప్రభుత్వ కృపలు దయచేయక ప్రార్థన చేసుకుందాం ప్రభుత్వం మా తండ్రి ఈ పరిశుద్ధమైన నామని బట్టి మీరు చూపిస్తున్నాం అవునైనా మీరు గత జీవనంలో ఎందుకు జన్మించాను మీరు జన్మించినప్పుడు ఎందుకు ఆ తూర్పు దిక్కున నక్షత్రం పుట్టిందో ఆ నక్షత్రం